big breaking tenth result postpone అయ్యాయి రాష్ట్రంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా పడింది ఈరోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తామని అధికారులు ముందుగా ప్రకటించిన ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో ఒక గందరగోళం అయితే నెలకొంది దీంతో సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటి ప్రకటించారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్